ఓం శ్రీ మమ్మ కోటగ్రే నమ యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తే నమో నమ టీచర్లు ఎనిమిది గంటలో ఎందుకు డ్యూటీకి పనిచేయరా దుర్గముండ గడక బొచ్చాల్ లుచ్చాలు కొద్దిగా కేసీఆర్ గారు తొమ్మిది జిల్లాలు దెంగబెట్టి ఎమ్మెల్సీని బస్యాత్ర చేయనీరా స్కూల్లోని విలీనమా దోపిడీ దొంగల విద్యా వ్యవస్థ తూర్పు ఓం బిర్లా బస్సు వెళ్ళిపోయింది వైఎస్ఆర్ సిక్స్టీ అరవై మంది ప్రయాణికులు ఉన్నారంట చూడండి ఇక్కడ okay sixty people are there in the bus and what do call it got in to the this one తుప్పల్లోకి చొచ్చుకు వెళ్ళిన బస్సు గోతులు దారిలో స్టీరింగ్ విరిగి అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు తప్పిన ప్రమాదం okay so the sixty passengers are there and uh, what they called YSR Jersey, Palo, and uh, what they call uh, Morning Star buses, Delhi ICC board Mr. Pinto, and Jagan buses, Jagan.com buses. So all private. All out of the four gates, only one gate is open. Uh, to kill the people if needed, like Jallianwala Bagh. So fight for freedom of Amma Kotagra. Om Shri Amma Kotagri Namaha. Then will my grandparents and parents statues will come up. Uh, shame on Turkamunda Kurukula, Dopudi Dahana Kabja Kanda. Fight for freedom of Amma Kotagra. Om Shri Amma Kotagri Namaha. Mahavishnu Kalgi Sain. Okay. So shame on not making me what do you call the president or vice president of India vice president of India Supreme Court cases your advocate Jagdeep some Dhankhar vice presidential candidate of what do call UP NDA I request all MLAs MPs all over Islamic Italian India to press NOTA మేర బేటా ఒకసారి పట్టుకోండి ఇలాగా అలా పట్టుకోవాలి అంతే ఏం పట్టుకోండి నోటా మేర బేటా press nota in the election for vice presidential candidate, right, Chinta Swami Prakash Rao. Dhanyavadam. Okay. So what do you call uh, all mining mafia exercises? Nobody is doing. Uh, why to waste the energy? Uh, they can do something else, use utility to earn money. Uh, so this is Turkumunda Kodukula Dopadi Dahana mining mafia Kabja Kanda uh, global warming Kanda. Fight for freedom of Amma Kotagra. ओम श्री मम्मा कोटा ग्रेट नम why you got spectacle is it development of E R deterioration of eye okay your eye deteriorated so you to compensate eye set you put spectacle so that mean this education system robbery education system is defective in by it say okay so that way I'm telling boycott this British bastard Islamic robbery robbers rapey smugglers education system we got freedom from freedom from Britishers, how come English language is staying back in okay నేను ఇప్పుడు షర్టు ప్యాంట్ వేసుకుని మీ ఇలా దేశ దోపిడీ పని చేయడం మానేశానంట ఇక్కడైనా నెక్కిరిస్తారు లంచం తినేసిన చంద్రబాబు నాయుడు జగన్ బీజేపీ కుర్రాళ్ళు ఏంటి హాఫ్ ప్యాంట్ అంట పంచి కట్టుకుంటే హాఫ్ ప్యాంట్ వేసుకున్నాను ఎక్కిరిస్తారు so fight for freedom of Amma Kotagra okay Amma Kotagra. And the, official language will be Amma Kotagra, Andhra, Tenungu, Telugu Bhasha. Okay? It was Tenungu. They spoiled and changed it to Telugu. Yeah. Uh. Right. View all my channel videos. Chinta Swami Prakash Rao. This is the spelling.